అరవై మూడో కీర్తన ఏడో వచ్చి మనం చదివితే psalm sixty three and word seven నీవు నాకు సహాయుడవై ఉంటివి నీవు నాకు సహాయుడవై ఉంటివి నీ రెక్కల చాటున శరణు జొచ్చి నీ రెక్కల చాటున శరణు ఉత్సాహ ధ్వని చేసేదను చెప్పండి ఏ ధ్వని చేస్తారట ఉత్సాహ ధ్వని చేస్తా నీవు నాకు సహాయుడు అయి ఉన్నావు ప్రభు Lord you are my help ఆపత్కాలమందు యహోవా నమ్ముకొనదగిన సహాయకుడు అంటే ఆపత్కాలంలోనే సహాయకుడు అని కాదు అసలు ఆయన స్వభావమే సహాయం చేయడం ఆయన నైజమే సహాయం చేయడం he's our help at every time not only in the time of travel but he helps us ఆయన మనకు సహాయం చేసేవాడు ఆయన మనుషుల సహాయాలు కొంతకాలం ఉంటాయేమో ఒకటి రెండు సార్లు సహాయం చేసిన తర్వాత మనుషులు ముఖం తిప్పేస్తారేమో ఎన్నిసార్లు ఏమంటావయ్యా అని కదా ఎన్నిసార్లు హెల్ప్ చేయమంటారండి అని సహాయం చేయగలిగిన వాళ్ళు కూడా కొన్నిసార్లు చేయడానికి ముందుకు రారు కానీ దేవుడు అలా అంటాడు కదా మనం ఎన్నిసార్లు ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఇంటిని నాక్ చేసినా అది ఏ సమయం అయినా దేవుడు మనకి ఎప్పుడూ సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు hallelujah God is always ready to help us he understands your situation he understands your pain నీ బాధను అర్థం చేసుకోగలడు ఆయన అర్ధరాత్రి ఒంటి గంటకి ఎవరినైనా తలుపు తట్టామనుకోండి ఈ వేళ ఫేళ లేదమ్మా నీకు ఈ టైంలో వచ్చే సహాయ కోసం అంటారు కదా కొంతమంది దగ్గర కొన్ని సమయాల్లోనే వెళ్ళాలి మిగతా సమయాల్లో వెళ్తే తలుపులు తిరిగిపడవు కానీ దేవుడు అని అంటాడు కాదు he's ready at any time you can come to his presence bow on before him and ask him help at any time ఏ సమయంలోనైనా ప్రయాణాల్లో కావచ్చు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ కావచ్చు వ్యాపారంలో కావచ్చు చదువుకుంటున్నప్పుడు కావచ్చు ఏ అయినా దేవుని సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ప్రభు మనకి ఏం చేస్తారట ఆయన సహాయం నీవు నాకు సహాయుడు అయి ఉంటివి గనుక ఆ కాన్ఫిడెన్స్తో ఆ నమ్మకంతో Lord I come to you నీ దగ్గరికి వచ్చాను నీ రెక్కల నీడన నేను శరణజొచ్చి ఉండి ఇప్పుడు నేను ఏం చేస్తాను ఉత్సాహం అంటే దేవుని రెక్కలు దేవుని చేతులు ఆయన యొక్క చేతుల నీడన మనం ఉన్నప్పుడు ఉత్సాహధ్వని చేస్తూ ఉంటాం మా ధన్య నిత్య కొన్నిసార్లు ఏదో విషయాల కోసం వాళ్ళు లాక్కుని పీక్కునే అనుభవాలు పిల్లలు అందరిలో ఉంటాయనుకోండి ఎవరు అతీతులు కాదు సో మా ధన్య నిత్య ఏదో విషయానికి వాళ్ళిద్దరూ కూడా లాక్కోవాలనో లేకపోతే ఒకరినొకరు తరుముకుంటున్నప్పుడు నేను కనబడగానే మా నిత్య నా వెనక్కి వచ్చేసి గట్టిగా పట్టుకుని వాళ్ళ వైపు చూసి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది ఎందుకోసం అంటే నేను ఇప్పుడు చాలా సరైన ప్రాంతంలో ఉన్నాను నా తండ్రి నా తండ్రి వెనకాల నేను ఉన్నాను మా డాడీ శరణజి వచ్చాను కాబట్టి ఇంక మా డాడీ చూసుకుంటాడు అనుకుంటుందో ఏంటో నన్ను గట్టిగా పట్టేసుకోగానే వాళ్ళ వైపు చూసి అదోలా నవ్వుతూ ఉంటుంది కాన్ఫిడెన్స్తో కూడి నవ్వు అది కొన్నిసార్లు అపవాది మనల్ని తరుగుతున్నప్పుడు శ్రమలు మనల్ని తరుగుతున్నప్పుడు కష్టాలు మనల్ని తరుగుతున్నప్పుడు ఇబ్బందులు తరుగుతున్నప్పుడు మన విశ్వాస ప్రయాణాన్ని కృంగదీయాలని మన ప్రయాణాన్ని మధ్యలో ఆపేయాలని ప్రయత్నం చేసే ప్రతి అపవిత్రాత్మ శక్తులు మనల్ని తరుముతున్నప్పుడు మనము సేద తీరగలిగిన మనము నమ్మదగిన దేవునికి రెక్కల నీడకు వస్తే చెప్పండి మనం ఏ చేస్తామట చేస్తామంట అని ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయని బైబిల్లో రాయబడింది తన నామం ముందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఆయన రెక్కలు మీకు ఏమిస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి ఏసయ చేతులు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఉదయకాల సమయంలో ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం ప్రపంచం అంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే ఏమవుతుందో తెలియని పరిస్థితి చాలామంది వైద్యులు సునిశ్చితమైన జ్ఞానం కలిగిన వారు మా జ్ఞానంతో అనేక మందికి ఏదైనా చేయగలము అనుకున్న వైద్యులు దట్స్ ఓకే వైద్యులు చాలా మంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు చాలామంది తమ ప్రాణాలు కూడా కోల్పోయారు తాము సర్వీస్ చేస్తూ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అయితే వాళ్ళకు కూడా అర్థం కావట్ల పరిస్థితి ఎప్పుడు ఏమవుతుందనేది ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్టడీ జరుగుతూ ఉంది కొంతమంది వ్యక్తుల్లో కొన్ని రకాలుగా ఈ కరోనా వైరస్ పనిచేస్తుందని ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక సబ్స్టాన్షియల్ స్టడీ అనేది ఇప్పటికీ ఇప్పటికి కూడా దీని మీద రావట్లేదు ఆలోచన చేస్తూ ఉంటే ఇంత జ్ఞానం కలిగిన వైద్యులు ఇంత జ్ఞానం కలిగిన శాస్త్రవేత్తలు చాలామంది సైంటిస్టులు కూడా ఇంకా సబ్స్టాన్షియల్ స్టడీ కరోనా వైరస్ మీద చేయలేకపోతూ ఉన్నారు పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు ముందన్నడు లేని కరెక్ట్గా వంద సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చింది ప్రపంచం అంతా ఈరోజు ఎలా జరుగుతుందో అప్పుడు కూడా అలాగే జరిగిందట అందరూ మాస్కులు పెట్టుకుని తిరిగారు అప్పుడు స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు నైన్టీన్ ఎయిటీన్లో సుమారుగా పం పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అంటే ఇప్పటికి వంద సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చింది సేమ్ అప్పుడున్న ఫొటోస్ ఇప్పుడున్న ఫొటోస్ రంగులు మారాయంతే కలర్స్ మారాయంతే ఎగ్జాక్ట్గా అదే సిచ్యువేషన్ హాస్పిటల్స్లో దూరం దూరంగా బెడ్లు వేసేవారట అప్పుడు మాస్కులు లేకపోతే రోడ్ల మీదకి వచ్చేవారు కాదు షాప్స్ మూసేశారు వ్యాపారాలన్నీ క్లోజ్ చేశారు చాలా కాలం సుమారుగా ఒక రెండు సంవత్సరాలు ఆ పాండమిక్ నడిచింది ఆ టైంలో స్పానిష్ ఫ్లూ కాలంలో సగటు మనిషిలో ఎంతో ఎన్నో రకాలైన ఒక మాటలో చెప్పాలంటే ప్రశ్నలు ఇవన్నీ కూడా వస్తున్నప్పుడు నీ రెక్కల నీడన ప్రభు నేను దాక్కుంటాను ఆయన రెక్కలు మనకేమిస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి వీ కెన్ క్లెయిమ్ హీలింగ్ ప్రభు దగ్గర మనం ఆరోగ్యాన్ని క్లెయిమ్ చేయొచ్చు ప్రభువా హీల్ మీ నన్ను ముట్టండి కనికరించండి నీ శరణు చూచి నీ రెక్కల నీడకు నేను వచ్చినప్పుడు నేను ఉత్సాహధ్వని చేస్తున్నాను ప్రభు అని భక్తుడు అక్కడ కూడా చక్కని మాట తెలియజేస్తా ఉన్నాడు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే nine triple zero triple three triple seven అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్తులవ్వండి